నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేయాలి కట్ వచ్చేసి ఆల్రెడీ పర్సన్ అది ఉంటుంది కంటిన్యూగా ఏదైనా మిస్ అవుతే మనం చేసుకోవచ్చు తర్వాత బ్రష్ అనేది అంటుంది ఓకే బాగానే ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ <coughs> ఏదే బాగుంటుంది ప్లెయిన్ కాబట్టి కాకపోతే మామూలుగా మనం ఫోటో టైప్ ఇలా చేసుకోవచ్చు ఇమేజ్ మళ్ళీ బ్లాక్ అండ్ వైట్లో చేస్తే బాగుంటుంది మళ్ళీ ఏదో డ్రాయింగ్ చేస్తారు కదా స్కెచ్ చేస్తారు కదా స్కెచెస్ కూడా ఉంటాయి స్కెచ్ టైప్ కూడా కి మీ మీ వీడియోకి లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం నెక్స్ట్ అంటే ఎడిట్స్ అవన్నీ పెడతాను నేను కన్ఫర్మ్ అన్ని కొత్త కొత్త పెడతాను చూడండి ఇందులో పిక్స్ ఆర్ట్ పిక్స్ ఆర్ట్లో తీసుకున్నాను నేను బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఎఫెక్ట్స్ అన్నీ బోల్డ్ ఉన్నాయి ఏం కావాలంటే అది అందుకే పెట్టాను ఏ ఉన్నాయని చూపించడానికి చెప్తున్నాను చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా ఏంటి చేయాలి కదా చేయండి చేసిన పక్కన బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇంకా పోస్ట్ చేస్తాను కదా అలాగ వచ్చేస్తాయి టార్గెట్ పెట్టుకోవద్దు మీ ఇష్టం నుంచి చేస్తారా నేను కూడా జాయిన్ అయ్యాను ఇస్ శృతి లాజిక్స్ నేను డిస్క్రిప్షన్స్లో పెడతాను ఇన్స్టాగ్రామ్ది అకౌంట్ది ఫాలో చేయండి అందులో నుంచి నేను యూట్యూబ్లో పెట్టకముందే చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఇచ్చేస్తాయి అందులోనే నేను అందులో పెడతాను స్టోరీ కింద నేను ఇది పెడతాను అనేసి ఈ ఫోటో చిన్నదైనా లైట్గా చిన్నదైనా నచ్చితే ఒక్క లైక్ ఓకే లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఎండింగ్ వచ్చేసింది కట్ చేసి అయిపోవాలి కదా అందుకే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ కూడా మర్చిపోవద్దు బాయ్